కాదన్నా వాళ్ళకి వాళ్ళకే మట్టి మట్టి మట్టే సిమెంట్ మట్టేగా దాన్ని కష్టపడి పని చేసుకొని సంపాదించుకొని అంతేనా తిండికి బాగానే ఉందా లేదు పోతే పనికి పోతేనే సెంటర్ కి బంజర్ సెంటర్ పోతేనే పని వీళ్ళకి రేషన్ కూడా లేదా రేషన్ ఆధార్ కార్డు ఒకటే ఉంది ఆధార్ కార్డు ఓటు కార్డు ఉంటాయి ఓటు కార్డు ఆధార్ కార్డు వేయించుకుంటారు కానీ ఏమి అంతేగా ఏదైనా కావాలన్నా Chodavaram video plus photo long వెనక వెనక జాబ్ చేసి ఇది ఇక వెనక నుంచి లాంగ్ అందరం బాబా ముందుకి మళ్ళీ కరెంట్ లేదు కూరగాయలు బట్టలు బట్టల పరంగా కూడా ఉందా మీకు తినడానికి కట్టుకోవటానికి కరెంటు దాన్ని కష్టపడి పని చేసుకొని సంపాదించుకొని అంతేనా తిండికి బాగానే ఉందా లేదు పోతే పనికి పోతేనే సెంటర్కి బంజర్ సెంటర్కి పోతేనే పని వీళ్ళకి రేషన్ కూడా లేదా రేషన్ లేదు ఆధార్ కార్డు ఒకటే ఉంది ఆధార్ కార్డు ఓటు కార్డు ఉంటే ఓటు కార్డు ఆధార్ కార్డు వేపించుకుంటారు అంతేగా ఏదైనా కావాలన్నా చౌడవరం పిల్లలు రండి రండి పిల్లలు రండి రెండు పిల్లలు రండి నేను వెళ్ళమని చెప్పినప్పుడు వెళ్తారు అరే ఒక్కళ్ళు ఒక్కడే తీసుకెళ్ళాలి వాడికి బైబిల్ బైబిల్ ఇద్దరులే మనకి ఇద్దరులే అంటే అమ్మాయి thank you Jesus thank you givers God bless you thank you Jesus చెప్పండి చూడనా కొట్టకూడదు ఎత్తాల పైకి వాళ్ళ చేతులు బైబిల్ కూడా లేపలేకపోతున్నాయిగా వెళ్ళొద్దు మీరు వెళ్ళొద్దు మీరు అందరికి ఇస్తా ఉన్నాయి చాలా ఉన్నాయి మీరేమో ఇబ్బంది పడవచ్చు ఎందుకు కింద ఓపెండి ఓపెండి thank you sir Thank you, Givat. Thank you, Givat. God bless you. God bless you. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Givat. Thank you, Givat. God bless you. ఎవరికైనా చూపించాలా ఇప్పుడు అవును చర్చి చర్చిలో కన్నా చర్చిలో పెట్టడానికండి రెండు సార్లు వచ్చి తీసుకెళ్ళాను రాలేదు మీరు తీయలేదు అంటున్నారు ఏముందరా వాళ్ళు చేసిందా అబ్బాయి నాకేం నేనేం చేశానని హ్యాపీ ఉంది di München den Vorstand Stefan über den anderen Kasta Racha si chi altro e che fa qua con una brava la cacciala io 이게 이제 제가 가지고 있는 video clip വന്നു രണ്ട് മൂന്ന് സെക്കൻഡിൽ ഏഴ് മൂന്ന് സെക്കൻഡിൽ ക്ലിപ്പ് ചെയ്യും ഒരുപാട് അതെ രണ്ടുപേരെ